పసిపిల్లలు అక్కున చేర్చుకొని ఆదరించిన గూడూరు ఒకటో పట్టణ పోలీసులు తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో తల్లిదండ్రుల నుండి తప్పిపోయి ఒంటరిగా ఉన్న ఎవరో గుర్తు తెలియని ఇద్దరు చిన్నారులను సోమవారం రాత్రి గుర్తించిన గూడూరు ఒకటో పట్టణ పోలీసులు వారిని చేరదీశారు ఇద్దరు పిల్లల పేర్లు సచిన్ లుగా గుర్తించారు పిల్లల పట్ల మానవత్వం చాటుకొని ఏడుస్తున్న ఇద్దరు పిల్లలను ఎస్ఐ పవన్ కుమార్ అమల ఆదరించి వారికి అన్నం తినిపించి ఆకలి తీర్చారు పిల్లలను వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చే దిశగా ముమ్మర ప్రయత్నాలు చేశారు మీడియాకు సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేశారు ఈ సందర్భంగా పట్టణ సిఐ హజరత్ బాబు మీడియాతో మాట్లాడారు ఆ పిల్లడికి కూడా నిన్న నైట్ సుమారు రాత్రి ఎనిమిది ఎనిమిదిన్నర సమయంలో గూడూరు టౌన్లోని వివేకానంద రోడ్లో ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద ఇద్దరు చిన్నపిల్లలు ఏడుస్తున్నారని ఒంటరిగా ఉన్నారని మా సమాచారం మా సిబ్బందిని పంపిస్తే పంపించి వాళ్ళని పిల్లల్ని తీసుకురావడం జరిగింది వాళ్ళు వచ్చేదాన్ని హిందీలో మాట్లాడుతున్నారు వాళ్ళ పేర్లు వాళ్ళు చెప్పేదాన్ని బట్టి సచిన్ అండ్ సూరజ్ అని చెప్తున్నారు వాళ్ళ నాన్న వచ్చేసి కేరళలో ఈ టీ ఆకులు పరిచే పని చేస్తున్నట్టు సుచాయిగా చెప్తున్నారు వేరే విషయాలేమీ వాళ్ళ వద్ద నుంచి రావట్లేదు వాళ్ళని ప్రస్తుతం మన బాధ్యత నుంచి మన కష్టం మన సంరక్షణ నుంచి వాళ్ళకి చేశారు తర్వాత ఈరోజు మార్నింగ్ మన ఐసీడిఎస్ వాళ్ళకి గూడూరు ఐసీడిఎస్ వాళ్ళకి తదుపరి సంరక్షణ నిమిత్తము ఈ సూరజ్ అండ్ సచినీల్ని పిల్లల్ని వాళ్ళకి అప్పగిస్తున్నాను వాళ్ళకి కావాల్సిన బట్టలు అది ఇచ్చాను ప్రస్తుతానికి ఇంకా వాళ్ళకి సంబంధించి ఏదైనా వెరిఫై చేస్తున్నాము రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ఏదైనా వెరిఫై చేసి వాళ్ళ పేరెంట్స్కి అప్పించడానికి చూస్తున్నాము వీటికి సంబంధించి పిల్లలకు సంబంధించి ఏదైనా మిస్సింగ్ కేసెస్ ఎక్కడైనా రిజిస్టర్ అయి ఉంటే గూగుల్ వన్ పోలీస్ వారిని సంప్రదించ సంప్రదించవలసిన కోరుచున్నాము ఈ దగ్గర సంరక్షణ నిమిత్తము